Tala-tali bolo, bolo. Yan nagbo, damay pa rin dyan nagbo. Apur dun nagbo, bato dun nagbo. Tala-tali bolo.